నడుస్తుంటారు లక్షలాది మంది ఉన్నారు అయ్యా పద పద పద అయ్యా నువ్వు మైక్ కాదు వి సిక్స్ కాదు అయ్యా వి సిక్స్ అన్న వి సిక్స్ ఇక్కడ చూడు పద పద అమ్మా ఆ వచ్చేవాళ్ళు వెళ్ళదనండి దయచేసి వెళ్ళే వెళ్ళదనండి అందరికీ దర్శనం దొరుకుతుంది మీ గురించి మేము దర్శనం చేయించినట్టుగా ఈ వినాయకుడి యొక్క ముందు పాల్గొస్తాము మీరు తొందరపడి ఒకరినొకరు తోసుకోకండి పంతులతో మనవి తొందర తొందర ఐదించాలనే పోయాలి నేను ఒక్కరికి గురించి అట్లనే అవ్వద్దు చాలా మంది లక్షలాది మంది వచ్చారు వాళ్ళకందరికీ దర్శన సౌభాగ్యం కల్పించండి ప్లీజ్ లైవ్ అవుతుందా ఇప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ బండి పంపించాను సార్ బండి పంపి తొందరగా ఏఆర్ ప్లాటర్ ఇంట్లో వచ్చిన AR platter AR plot AR platter ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఉచితంగా చెకప్ ఇస్తున్నాక బుద్ధలు వచ్చి వేసుకోండి తొందర తొందర నడవాలి ఎవరు ఆలోచించండి right side right side right right అన్నా లోపల పోతుంది అరే ఏం సెక్యూరిటీ మొత్తం కొత్తగా సెక్యూరిటీ గణేష్ ఇంద్ర వాడుకున్న పిల్లలు వంద రూపాయలు విరాళంగా సమర్పిస్తున్నారు భక్తులరా మీ చిన్న పిల్లలు సొమ్ములు సెల్ ఫోన్లు పరిచయం పదే పదే చెప్తున్నాము ముఖ్యంగా ప్లీజ్ భక్తులారా ముందుకు నడుస్తున్నారు ఎవరు ఆగద్దు ఎవరికైనా ఎంత బాగా వచ్చాం आप लोग जरा गागर पीछे चलो బయట ఏడున్నావు थोड़ा दूसरों को थोड़ा पीछे जल्दी प्लीज आप लोग यहाँ देख रहे हैं कैसे हो प्लीज आप वो जगह खाली करके दूसरे लोग को బయట बहुत ఇటు సైడ్ ఉన్నావు అంటున్నా please no party no party విగ్రహం భక్తులారా ఇక్కడ పిఎస్ హాస్పిటల్ వాళ్ళు క్యాంప్ పెట్టారు ఎక్కడ ఎవరికైనా హెల్త్ బాగా ఫ్రీగా చెకప్ చేయించుకోవచ్చు టీఎక్స్ హాస్పిటల్ వారు క్యాంప్ పెట్టారు భక్తులు ఎవరైనా సరే వచ్చి చూపించుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అంతా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది ముందు ముందు नेतृत्व ఆ? चलो चलो पता आप लोग अपना प्लान जल्दी अपना अल्लाह, जो अल्लाह, हमारा अल्लाह सामग्री चलेगा, सर। निकाल के चलो आपका सामग्री है छोटे छोटे बच्चे आप लोग देख रहे हैं ना ये बाबू इधर बंद ఏంటి? चलो चलो चलो ऐसा पुलिस वालों को बंद करो चलो प्लीज నేను ఈయనే ఉన్నా మరి నువ్వు వేరే విషయం प्लीज కింద ఉన్నా డౌన్ డౌన్ నేను కింద ఉన్నారా మేడం నడుస్తున్నారు ప్లీజ్ ఎవరు ఆగొద్దు లైన్ లో దయచేసి పోలీసు వాళ్ళకు సహకరించాలి దయచేసి బట్లారా ప్లీజ్ అర్థం కాదు వాళ్ళు చెప్పే సూచనలు ముందుకు నడుస్తుండాలి ప్లీజ్ మెట్రో కింద ఉన్నావా బట్లారా మీ చిన్న పిల్లలు సొమ్ములు సెల్ఫోన్లు పర్సనల్ జాగ్రత్త పదే పదే చెప్తున్నాము చిన్న పిల్లలు తగ్గిపోతున్నారు దయచేసి వారి తల్లిదండ్రులు ఏమవుతున్నారు చేతులు పట్టుకుని ముందుకు రాస్తున్నారు మహిళలు చెప్తున్నాము మీ ఆభరణాలు మీ వస్తువులు మీ పర్సలు చేయండి పదే పదే చెప్తున్నాము మీ వస్తువులు మీరే భగవాన్ జయ బలో గణేష్ భగవాన్ కి బలో విఘ్నేష్ భగవాన్ కి ఫోన్ చేస్తుండ ప్లీజ్ పక్కనారా లైన్ లో ఉన్న బస్సులు పెట్టాను మొత్తం లైన్ లో చిన్న పిల్లలు ఉంటారు దయచేసి ముందుకు చూస్తూ నడుస్తున్నారు ప్లీజ్ సెల్ దయచేసి భక్తులు ఎవరైనా సరే ఎంత బాగా లేకుండా ఇక్కడ చూపించుకుంటూ ఫ్రీ కనిపిస్తున్నారు భక్తులు భక్తులకి అడుగు ఒక గంట తర్వాత గంట చూసుకుంటా గంట తర్వాత ఫోన్ చేయరా చెయ్యి ప్లీజ్ ఇక్కడ ఉన్న భక్తులతో మనవి ఇప్పుడు వచ్చి మా హైదరాబాద్ చెప్తున్నాను ఇప్పుడు ఇది ఏమైంది అదేమైంది అని చెప్తున్నా రోడ్ తీసుకొని వచ్చాను తొందరగా ముందుకు జరగాలి ప్లీజ్ అన్నా తీయనా అరే బాబు ప్లీజ్ ప్లీజ్ సెల్ఫీ తర్వాత స్టోరీ మేడం బాబు ఆ చెట్టు కింద బయటకు వెళ్ళండి సార్ మూవ్ ప్లీజ్ బాబు ఫోన్ లోపల పెట్టండి చిన్నపిల్లలు సోపులు సెల్ ఫోన్లు జగన్ చెప్తున్నాము మీ మొబైల్స్ జాగ్రత్త పెట్టుకోండి